గైస్ ఇది చూడంగానే లిటరలీ దూరంకేనే మాకు ప్యాక్ అయ్యింది మీరు మీరు చూడండి గాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాం టైం ఏమో టెన్ ఫిఫ్టీ టూ అవుతుంది టైం ఏమో టెన్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇగో ఇడు మా టోటల్ అడు మా సాయి నితిన్ ఇటు సాయి బండి కడి వస్తాయి కానీ ఇప్పుడే బయలుదేరినాం నేను సాయినాథ్ గారు పోతున్నాం ఇప్పుడైతే ఇద్దరం బయలుదేరినాం ఇంకా ఇద్దరు టోటల్ గాడు సాయి నితిన్ గాడు ఎంత వస్తుంది అలా డియో బండి మీద వస్తుంది ఒకటి బుల్లెట్ ఒకటి డియో అండ్ దీనికి హెల్మెట్కి గోప్రో సెట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్లో ఉంది గోప్రోనే తర్వాత చూద్దాం ఇక ఇన్ ఫ్యూచర్ ఇప్పుడే గాయస్ ఇప్పుడే గట్కేశ్వర్ నుంచి బైపాస్ తీసుకున్నాము మేము బైపాస్ మీదకైనా వస్తాం అనుకుంటా ఈ రూట్ చెప్తారు మా వాళ్ళు మా టోటల్ అని తెలుసు నాకైతే రూట్ మాకు ఇంకా రూట్ ఏం తెలియదు మా టోటల్ షాప్కి తెలుసు మొత్తము టోటల్ షాప్ నమస్తే సాదా పని వేసుకోండి సోషల్ టోటల్ షాప్ ఏం పని ఎప్పుడు అదే పని ఎప్పుడు అదే పని పాన్లు గీన్లు ఎప్పుడు మెక్కుడే పండ్లు ఇక పండ్లు ఇంకా కొన్ని రోజులు అయితే ఎర్రగా అయిపోతే ఇక ఎవరు చేయకడాన్ని ఇక ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్ లేదని ఏడుస్తాడు మా టోటల్ షాపు ఇప్పుడైతే ఇక మొత్తానికే పోతుంది జై Hanuman first railway crossing that case exact వచ్చేసి two hours eight minutes ninety nine kilometers ఉంది గైస్ ఇప్పుడే సర్వీస్ రోడ్ ఎండ్ అయినాము సర్వీస్ రోడ్ ఎండ్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది మెదక్ ఇప్పుడే సర్వీస్ రోడ్ ఎండ్ అయినాం నీ అమ్మాయి సర్వీస్ రోడే ఎక్కువ ఉంది గాయస్ సర్వీస్ రోడ్కే టైం ఎక్కువైపోయింది వన్ కిలోమీటర్ అంట అరే ఫస్ట్ టోల్ గేట్ మనం వచ్చినప్పటి నుంచి గుంతపల్లిలా ఘోరంగా వేడి ఉంది గుంతపల్లి ముంగట ఒక్కడేసారి ఎయిటీ ఫోర్టీన్ డిగ్రీస్కి ట్వెల్వ్ డిగ్రీస్ పడిపోయినాడు అనిపించింది ఇంతగానం వేసుకున్నాక కూడా చలి పెట్టింది మాకు బొంతపల్లిలా బొంతపల్లికి ముందు బా బొంతపల్లి గప్పు వాసన వస్తుంది అబ్బరే మరి ఏం వస్తుండ్రా ఇది బొంతపల్లి లిటరలీ గాయస్ మా ముక్కకి మాస్క్ ఉన్నా కానీ వాసనకి తట్టుకోలేకపోయినాం అంత గబ్బు వాసన వచ్చింది ఆ బొంతపల్లి ఎండింగ్లో గాయస్ ఇది చూడంగానే లిటరలీ దూరంకనే మాకు ప్యాక్ అయ్యింది మీరు మీరు చూడండి గాయస్ ఇట్లా కనబడుతుంది చూడండి ఖాళీ మీకు దూరంకేం కనిపిస్తలే కానీ కొంచెం గోపుర జస్టిస్ చేస్తలే లాంగ్కేని ఘోరంగా అంటే ఘోరంగా మెరిచింది అది గుమ్మ అయినాం మేమైతే లాంగ్కేని ఒక్కసారి దగ్గర పోయినాక చూడండి గాయస్ ఇట్లా కనబడుతుంది చీతా చూడండి ఒకసారి ఇట్లా ఎట్లా తెలుసా ఇది ఉత్త పోస్టరే కానీ లాంగ్ క్యాన్ చూస్తే అయితే గుమ్మ అయిపోయినాం మేము రోడ్ మాత్రం ఘోరంగా థ్రిల్లింగ్ ఉంది కొంచెం ఒక్కసారి కనుక రైట్ కన్నా లెఫ్ట్ కన్నా చూస్తే ఎక్కడనో ఇక ఎందుకంటే మొత్తం ఇట్లా స్నేక్ లెక్కుంది మొత్తం రోడ్డు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఉంది రోడ్డు మంచిగా ఇవైతే కింద ఏమంటారు రేడియం పెట్టిరు నీట్గానే కనిపిస్తుంది మాకు రోడ్డు మాత్రము ఘోరంగా అంటే ఘోరంగా థ్రిల్లింగ్ ఉంది రోడ్డు ఇదో కొంచెం చూడండి చూసారు కదా ప్లేసు ఇక నిజం చెప్తున్నాము లాంగ్కేని అది రోడ్కి ఏమంటారు ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయా లైట్లు అట్లా అది రైట్ సైడ్కే ఉండే మేము తిప్పిన కొద్ది కొంచెం రైట్కి వస్తున్నట్టు ఇట్లా రోడ్డు మీద నడుస్తున్నట్టు అనిపించింది మాకు అదైతే ఘోరంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది అరే ఒక్కసారన్నా అట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలబ్బా రోడ్డు మీద జంతువు నడుచుకుంటూ పోయినట్టు కనిపించింది అస్సలు అసలు పోస్టర్లే కనిపించలే అది ఘోరంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది ఇట్లా లైట్లు వచ్చినతోనే కెమెరా ఆన్ చేస్తున్నాం మంచిగా మెల్ల పోతున్నాం ఈ లైట్లు తోన ఇప్పటిదాకా అయితే top speed one ten one ten కొట్టిన వన్ ట్వంటీ దగ్గర దగ్గర వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ బాగానే ఉరుకుతుంది బండి ఘోరంగా ఉరుకుతుంది బండి మాత్రం కండిషన్ ఉంది కాగా మంచిగా ఉరుకుతుంది బండి లైట్లు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ లైట్స్ పోతున్నాయి మళ్ళీ ఏడొస్తాయో లైట్లు అప్పటిదాకా మళ్ళీ రేస్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది గైస్ ఇక్కడికైనా మేము ఏడుపాయల టెంపుల్ పోయినాం అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి దర్శనం చేసేసుకొని తర్వాత మెజక్ చర్చ్ విజిట్ అయినాం నైట్ రికార్డ్ చేసిన వీడియోస్ రికార్డ్ అవ్వలేదు సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చెప్పడానికి అది ఏడుపాయలు ఎందుకు వెళ్ళినామంటే డైరెక్ట్ మా చుట్టాలు కొంతమంది అక్కడికి దర్శనానికి వెళ్ళారు సో మేము అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ట్రిప్ వేసేసుకొని రిటర్న్ అవుదామని మేము అక్కడ నుంచి స్టార్ట్ అయినాం సో అక్కడ నైట్ స్టే చేసినాం ఆల్రెడీ అక్కడ రూమ్ తీసేసుకున్నారు మా వాళ్ళు సో అక్కడ నుంచి మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం అక్కడ దర్శనం చేసుకొని గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడే లేచినాము ఇప్పుడే నితిన్ గారు మీ మీ స్పందన ఎలా ఉంది చెప్పండి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్ దర్శనం ఏడా చేసినారా ఇంకా స్నానమనే చేసినావరా మరి దర్శనం చేసినావంట నువ్వు స్నానం చేసినావరా పది అవుతుంది పది అవుతుంటే పదిన్నర అవుతుందన్న తొమ్మిదిన్నరకే పదిన్నర అవుతుందన్న లెవ్వన్నా లెవ్వన్నా అని లేవటి దొంగని తినగాడు HOD Sai HOD total HOD Sai నడరు నడరు అండి పోయి ఇక గుండెంలో దుంకుడే శ్రవణ్ గడ్ మంచి మన గుండె సాబ్ I'm JJ Sai! కొట్టలేడు bye bye friends bye bye మీరు ఛాలెంజ్ చేసుకుంటాం బాయ్ టాటా ఇంద్రా ఇంత కూర్చుంది ఇంకా మొత్తం దిగవారికి పెట్టలే ఇదేం పోదురా అంతే అయిపోయిందా నల్లగా అవుతుంది ఇక నల్లగా ఇక ఎక్కువసేపు నీళ్ళు ఉంటాయి ఆటనే ఆటనే కదా ఆటనే ఏ గుండె సాబ్ ఎవరు సాబ్ నువ్వు మా ఎందుకు వస్తున్నావు పట్టుకోరు total hi friends total running లోనే ఉంది నన్నే ఎందుకు చేస్తున్నావురా పట్టుకో కొబ్బరికాయ తీసుకోరా ఎందుకు మూడు తీసుకోరా నితిన్ இமேலின ராய் வணக்கம் கிரா லைக் ஹை फ्रेंड्स रिकार्ड இயலன் விசுனி रिकार्ड இயலன் விசுனி फ्रेंड्स रिकार्ड இயலன் फ्रेंड्स ஹை फ्रेंड्स சின்னவாது ஓதறன வச்சின் சின்னவாது காதுgani गाइस மேத சர்ச்ச போறோம் இப்போ hi guys hi HOD Sai HOD Shravan HOD total HOD டிமன் హెచ్ఓడి నవీన్ అందరు హెచ్ఓడి క్లాన్ వాళ్ళు మొత్తం మెదక్ చేర్చి ఇప్పుడే స్టార్ట్ అయినాం మా శ్రవణ్ బాయ్ మధ్యలో యాడ్ అయ్యిండు నితిన్ బాయ్ పెళ్లి చేసుకుంటాడు ఇంట్లో ఒక అమ్మాయి లేకపోతే చర్చ్ పోయినాక మీట్ అవుతాం Medak Medak Tet Tet South Indian Medak వచ్చినావా టోటల్ సార్ వచ్చాం వచ్చినాం వచ్చినాం హలో బాయ్ కుంటి బాయ్ కుంటి బాయ్ హలో అరే ఇట్లా అంతే కదరా కెమెరా ఎట్లా పొజిషన్ రావాలి కెమెరా నైనా నైనా గోప్రోలు ఉండు నితిన్ భయ్యా కాలిన్ భయ్యా ఏ ఉన్నా భయ్యా చలో పోండి మీరు లాస్ట్ మెదక్కి వచ్చేసినాం నా కాలు అయితే కురిసిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేసాం ఆఖరికి వచ్చినాం వచ్చినాం ఎక్కడికి వచ్చిరా ఆఖరికి మెదక్ తెచ్చుకొచ్చాం ఫ్రెండ్స్ ఫోటోలు దిగుతుంది ఫోటోలు దిగుతుంది పోషన్ పెట్టరా ఏమన్నా కెమెరామ్యాన్ ఫోటోలు అయినా ఇంకా చూడాలి సార్ కొంచెం సైడ్కి జరిగితే మేము చర్చ్ వ్యూ తీసుకుంటాం నీ వ్యూ రోజు మేము చూస్తూనే ఉంటాం మా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి సార్ చూడాలి సార్ తీసినాం తీసినాం अरे स्मार्ट ना निकलना हो मेगा मेगा भैया ना शूज रहा బయటికి కిందికి వచ్చు అరే గిడ చెప్పులు ఇడిచిపోయినాం ఇక్కడ పోయినాయి ఇదో గిన్నె గిన్నె ఇడిచినాం మర్చిపోయి కూడా చూడ చెప్పులు ఇడవద్దు గాయస్ అన్న ఇంకా షూస్ ఇడిచినాం ఇక్కడ వేసిరా దాని లోపల ఉంటాయా ఇంట్లో కూడా స్కామా చూపిరా అవరా నితిన్ ఇల్లు నా షూస్ కూడా అన్నీ ఉన్నాయిరా అవో పెద్ద స్కామే ఎంత ఫ్రెండ్స్ ఇక మంచిగా వచ్చినాం అయిపోయింది మేము పోతున్నాం ఇక రిటర్న్ అవుతున్నాం రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరినీ ఫ్రెండ్స్ అందరు లారా తమ్ముళ్ళు లారా అక్కలారా దొంగపు కాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు నన్ను ఇస్తారు ఫోటోలు దిగుతారు వీళ్ళు అయిపోయింది ఇప్పుడే బయటికి వెళ్ళినాం గాయస్ పోడే ఇక బండి తీసి వెళ్ళిపోవడే బండి పడేయము మేము బండి బండి పట్టుకొని హెల్మెట్ పెట్టుకోండి బండి నడుపుతాడు కానీ బండి నడిపితే అందరికి భయం భయం అంటే మామూలు భయం కాదు పోపిస్తాడు <laughs> అందరి అట్లా ఉన్నాడు క్యాండిడేట్ ఫోన్తో పట్టుకుంటే ఏ క్లాస్ అంటారు మొన్న ఒక పోలీసు మొన్న ఒక వాడు పట్టుకొని మామ పట్టుకొని ఏమన్నాడరా వెనక ఆడు కూర్చుండు ముంగట ఏడు కూర్చుండు ఏమన్నాడు నేను ఏ క్లాస్ బాబు అన్నాడు ప్లేస్ దుర్గం చెరువు హాయ్ ఫ్రెండ్స్ ఇగో రాంపూర్లో మేము ఛాయ్ అవుతాం పొట్టు పొట్టు ఛాయ్ అంకుల్ ఒకసారి ఆయ్ చెప్పు దీనికి చెప్తాడు చెప్తాడు అంకుల్ ఒకసారి ఆయ్ చెప్పవు దీనికి ఇట్లా చేతుకు అంకుల్ అంకుల్ ఏం కాదు ఉంది ఫేమస్ ఛాయ్ ఇక్కడ రాంపూర్ పొట్టు పొట్టు ఉంది యూట్యూబ్ ఛానల్ మాది అంకుల్ ఒకసారి చేతుకు అంకుల్ ఏం కాదు అక్కడ ఛాయ్ తాగి ఎడిపాయల్లో స్రవాన్ని దింపేసి ఇక అక్కడికి మేము రిటర్న్ అయిపోయినాం రిటర్న్ అయిపోయినాం కానీ ఇక వ్లాగ్ ఏం చేయలేదు వచ్చేటప్పుడు రివర్స్ బ్లాగ్ ఏముంటుంది మొత్తం చూసిన రోడే ఉంటుంది కదా సో అందుకే రివర్స్ బ్లాగ్ ఏం చేయలేదు సో ఇంతే గైస్ మా మెదక్ చర్చ్ ట్రిప్